ಕುಣಿತ ಕಿಟತ ಕತ ಕಿಡದ ಗದರಿ ಕಿಡದ ಗದ ಕಿಡದ ಗದರಿ ಕಿಡದ ಗದೈ ಕಿಡದ ಗದರಿ ಕಿಡದ ಗದ ಧಿಮ್ಮಿತ ಕಿಟತ ಕತ ಕಿಡದ ಗದರಿ ಕಿಡದ ಗದ ಕಿಡದ ಗದರಿ ಕಿಡದ ಗದೈ ಕಿಡದ ಗದರಿ ಕಿಡದ ಗದ ಧಿಮ್ಮಿತ ಕಿಟತ ಕತ ಕಿಡದ ಗದರಿ ಕಿಡದ ಗದ ಕಿಡದ ಗದರಿ ಕಿಡದ ಗದೈ కిడదగ తరికిడదగద ధిమ్మి టకిట్ట తకత తక్కిట్ట తకత తగిట తకత తారి దద ధిం మగరి సని సతరి దద ధీం తారి తత ధీం మగరి సని సతరి దద ధీం తారి తత ధీం మగరి సని సత తరి తత ధీం రిమ పని దవ తారి తత తరి తత ఝణు ధిత్త ఝణు ధిత్త తత ధిత్తాం తకత ధింగిణ తొంతాం తకత ధింగిణ తొంతాం తకత ధింగిణ తొంత ధిమ్మిత కిట తకత తారి తత ధీం మగరి సని సత తరి తత ధీం రిమ పని దవ తారి తత తరి తత ఝణు ధిత్త ఝణు ధిత్త తత ధిత్తాం తకత అద్భుత ఈ సిరినాడు అద్భుత అద్భుత ఈ కరునాడు అద్భుత ಪ್ರಣವನರ್ತನಕ್ಕೆ ಬೀಡು ಅಚರ್ಯಲಸ್ಯಲಯಕ್ಕೆ ಗೂಡು ಅದ್ಭುತ ಪ್ರಣವನರ್ತನಕ್ಕೆ ಬೀಡು ಅಚರ್ಯಲಸ್ಯಲಯಕ್ಕೆ ಗೂಡು ಆತ್ಮಾನಂದವ ಒಗೂಡಿ ಸಾರುವ ವಂದೇ ಮಾತರಂ ವಂದೇ ಮಾತರಂ ವಂದೇ ಮಾತರಂ ತಾರಿ ತದ ಧೀಂ ಮಗರಿ ಸನಿ మగరి సరి సతరి తీ రిమబని దబదారి తతరి తత జణుధిత్తాం జణుధిత్తాం తతధిత్తాం తగత ధింగిణ తుతాం తగత ధింగిణ తుతాం తగత ధింగిణ తుత కిట్ట తక్కతాం కిడదగదరి కిడదగతాం కిడదగదరి కిడదగతై కిడదగదరి కిడదగత ధిమ్మిత్త కిట్ట తక్కతాం తక్కిట్ట తక్కతాం తగిట తగతాం